హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఇప్పుడున్న లొకేషన్ ఓపెన్ ప్లాట్స్ వెంచర్లో హై డిమాండ్ ఉన్న లొకేషన్లో ఉన్నామండి సదాశివపేట్ ప్రైమ్ లొకేషన్లో ఉన్నాము నేను ఇప్పుడు చూపిస్తున్న వెంచర్ మీకు DTCP and RERA approved premium villa plots అండి మీరు ఇప్పుడు చూస్తున్నది మెయిన్ ఎంట్రన్స్ అండి ఇక్కడ మనకి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అని నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నానండి హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాస్లో ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా చూడవలసిన వీడియో అండి ఇది ఇప్పుడు నేను మీకు వెంచర్ మొత్తం చూపిస్తూ మిగతా డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి క్లియర్గా ముందుగా మనం ఈ సైట్ లొకేషన్ హైలైట్స్ ఒకసారి చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ మనకి సదాశివపేట్ ముంబై హైవే పైన ఉంటుందండి వన్ మినిట్ డిస్టెన్స్ మనకి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్కి మన ఈ సైట్ లొకేషన్ నుంచి జస్ట్ టెన్ మినిట్స్ డిస్టెన్స్లో వాక్సన్ యూనివర్సిటీ ఉంటుందండి గీతం యూనివర్సిటీ ఐఐటి కందికి వెరీ నియర్ బై ఉన్న లొకేషన్ ఇది అండ్ ఎంఆర్ఎఫ్ టైర్స్ కంపెనీ కూడా వెరీ నియర్ బై ఉంటుందండి మన సైట్ లొకేషన్కి మరియు థర్టీన్ థౌసండ్ ఏకర్స్ లో సెంట్రల్ గవర్నమెంట్ నిమ్స్ ఏర్పాటు చేయడం వల్ల ఈ సరౌండింగ్ లొకేషన్స్ మొత్తం ఫుల్ ఎప్రిషియేషన్ ఉంటుందండి హైవేకి పక్కనే ఈ ప్రాజెక్ట్ ఉండడం వల్ల మీకు ఈజీ కనెక్టివిటీ ఉంటుందండి పటాన్ చెరువు బీహెచ్ఎల్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట్ కొల్లూరు ఇలా అన్ని మేజర్ డెస్టినేషన్స్కి మనకి ఈజీ కనెక్టివిటీ ఉంటుందండి ఓఆర్ఆర్ మీదుగా అండ్ ప్రపోజ్ ట్రిబుల్ ఆర్ కూడా మనకి ఈ సైట్ లొకేషన్కి జస్ట్ ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుందండి అండ్ మన ఈ సైట్ లొకేషన్ నుంచి ముత్తంగి ఓఆర్ఆర్ సదాశివపేట్ శంకర్పల్లి సంగారెడ్డి వికారాబాద్ వీటికి క్లోజ్డ్గా ఉండే కనెక్టివిటీ అండి మీరు చూస్తున్నట్టయితే వెంచర్ మొత్తం మనకి కంప్లీట్గా డెవలప్మెంట్స్ అవుతున్నాయండి ఇప్పుడు ఒకసారి ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మనం చూసుకుంటే ఇది present twenty two acres DTCP and DTS RERA అప్రూవల్స్తో ఉన్న ప్రాజెక్ట్ అండి ఇవి ప్రీమియం విల్లా ప్లాట్స్ అండి రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ ఇది ఫ్యూచర్ ఎక్స్టెన్షన్ కూడా మనకి ఫార్టీ ఏకర్స్ వరకు ఉంటుంది ఇంటర్నల్ ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ sixty forty and thirty three feet BT roads అండి ఈ ప్రాజెక్ట్లో మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వస్తుంది ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఉంటుందండి water pipeline and tap connections మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్కి ఉంటుంది కంప్లీట్ వెంచర్ అంతా మనకి ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్ వస్తాయి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ కూడా ఉంది అండ్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ విత్ మనకి ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా వస్తుంది చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు hundred percent vastu and clear title and ఇందులో ప్లాట్ సైజెస్ మనకి one sixty five square yards నుంచి టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వరకు ఉంటుందండి facing east and west available ఉన్నాయి ఇందులో ప్లాట్ బుక్ చేసుకునే వాళ్ళకి స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుందండి అండ్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది ప్రజెంట్ ఇంకా వర్క్ జరుగుతుందండి మనం ఇప్పుడు చెప్పుకునే ఎమ్యూనిటీస్ అన్ని డెవలప్మెంట్లో కంప్లీట్ అవుతాయి బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ అండి ఇది హైవే మీదుగా ఉన్న డీటీసీపీ అండ్ రేరా అప్రూవల్స్తో ఉన్న బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ ఇది ఇందులో మీకు aligned and systematic premium villa plots available ఉన్నాయండి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్తో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను చూపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చండి ఇప్పుడు మీరు బుక్ చేసుకోవడం వల్ల మీకు మంచి ప్రైస్లో వస్తుంది మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవడానికి నేను చూపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అండ్ కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి thank you thanks for watching the video please do subscribe my channel thank you